నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యుత్ సంస్థలను ఆదుకుంటామన్న కేసీఆర్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం గ్రామ పురపాలికల కరెంటు బకాయిలు చెల్లిస్తామని వెల్లడి ఏపీలో భూముల విలువ పెంచిన సర్కార్ నేటి నుంచే అమలు స్థిరాస్తి రంగం మళ్లీ జోరందుకుంటుందని అంచనా మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం భారీగా జరిమానాల ప్రతిపాదన రోడ్డు భద్రతే లక్ష్యమన్న కేంద్రం అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టుకు నేడు మధ్యవర్తుల కమిటీ నివేదిక రేపటి నుంచి విచారణ జరపనున్న ధర్మాసనం జూలైలో సాధారణం కంటే అధికంగా వానలు వచ్చే రెండు వారాల్లో విస్తారంగా వర్షాలు భారత వాతావరణ విభాగం అంచనా అల్ఖైదా మాజీ చీఫ్ లాడన్ కుమారుడు హంజా హతం అధికారులు ధృవీకరించినట్లు ప్రకటించిన అమెరికా మీడియా ఎప్పుడూ ఎక్కడా అని చెప్పలేదని సమాచారం కీలక వడ్డీ రేట్లు తగ్గించిన అమెరికా ఫెడరల్ బ్యాంక్ పదేళ్ల తర్వాత అదే ప్రథమం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని నిపుణుల విశ్లేషణ తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆర్థిక ప్రేరణ అందించడంతో పాటు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సరఫరాలో అద్భుత పనితీరుతో ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు విద్యుత్ సంస్థల పనితీరుపైనే రాష్టాభివృద్ది ఆధారపడి ఉన్నందున వాటిని కాపాడుకుని తీరుతామన్నారు ప్రభుత్వ సంస్థలు శాఖలు స్థానిక సంస్థలు ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం స్పష్టం చేశారు విద్యుత్తు సంబంధ సమస్యల పరిష్కారానికి తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పవర్ వీక్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ సంస్థల పాత్ర కీలకమన్న సీఎం విద్యుత్తు రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు విద్యుత్తు శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష జరిపారు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు చెప్పారు నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని అదేవిధంగా విద్యుత్ సంస్థలు కూడా అభివృద్ధిలోకి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవద్దని అదే సమయంలో రెప్పపాటు కూడా విద్యుత్తు పోవద్దని సూచించారు అందుకోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు ఇక నుంచి గ్రామ పంచాయతీలు నగర పురపాలికలు హెచ్ఎండబ్ల్యూఎస్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోకుండా నెల నెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోతే గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి పురపాలక చైర్పర్సన్ కమిషనర్లపై వేటు వేస్తామని హెచ్చరించారు పాత బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఇకపై ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా విద్యుత్తు బిల్లులు చెల్లిస్తుందని సీఎం వెల్లడించారు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర విద్యుత్తు అవసరాల కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఎత్తిపోతల పథకాల విద్యుత్తు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు విద్యుత్ సంస్థల బలోపేతానికి అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందన్నారు పంచాయతీలు పురపాలికల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వమే ప్రణాళిక రూపొందిస్తుందని అరవై రోజుల కార్యాచరణలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు పవర్ వీక్ ఉంటుందని సీఎం చెప్పారు వంగిన స్తంభాలను లైన్లను సరిచేయడం పెండింగ్ బిల్లుల వసూలు వంటి పనులను నిర్వహిస్తామన్నారు ఒక గ్రామానికి పట్టణానికి వీధి లైట్లకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది బిల్లు ఎంత వస్తుందనే విషయాలను శాస్త్రీయంగా మదింపు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు హైదరాబాద్ ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇక నుంచి లేఅవుట్లు చేసినప్పుడే విద్యుత్తు అవసరాలకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు ఎత్తిపోతలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల విద్యుత్తు శాఖాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాకు రావాలని సీఎం సూచించారు ఎత్తిపోతల పథకాల డిమాండ్ను తట్టుకునేందుకు తక్కువ ధరకు దొరికే సౌర విద్యుత్తును సమకూర్చుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు కోసం టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం లోపు రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇవాటి నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రిజిస్టార్ కార్యాలయాలకు సమాచారం పంపిన ప్రభుత్వం నిర్మిత భవనాల విలువలను కూడా సవరించింది ఈ విలువల పెంపుతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది భూముల విలువల్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పది శాతానికి మించకుండా భూముల విలువను పెంచారు ఇవాటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా భూమి విలువను పెంచుతూ రిజిస్టార్ కార్యాలయాలకు సర్క్యులర్లు జారీ చేశారు నగరపాలక పురపాలక సంఘాలు నగర పంచాయతీలు పంచాయతీలకు వేర్వేరు చోట్ల మూడు నుంచి నాలుగు శాతం కొన్ని చోట్ల రెండు శాతం మేర విలువలు పెరిగాయి రిజిస్ట్రేషన్ విలువ పెంపు వల్ల మళ్లీ భూ క్రయ విక్రయాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రంలో స్థిరాస్తి రంగం మంద పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది గతేడాది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మరోవైపు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిత భవనాల విలువలను కూడా సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆర్సీసీ భవనాల విలువలను మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న నగరపాలిక పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో చదరపు అడుగుకు పదకొండు వందల రూపాయలు పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో లేని చోట్ల తొమ్మిది వందల రూపాయలు బహుళ అంతస్తుల భవనానికి పన్నెండు వందల పది రూపాయలు సినిమా హాళ్లు మాల్స్ ఫ్యాక్టరీలకు ఎనిమిది వందల ముప్పై రూపాయల చొప్పున సవరించారు గ్రామీణ ప్రాంతాల వారీగా నిర్మిత భవనాల విలువను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కుదింపును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సహాయ solicitor general Krishnamohan energy mobile సెక్యూరిటీలో ఎలాంటి మార్పు లేదన్నారు కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన సమీక్షలో చంద్రబాబుకు ఇది వరకు ఉన్న భద్రతనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ చంద్రబాబు భద్రతపై పునః సమీక్ష చేయలేదని తెలిపారు జెడ్ ప్లస్ కేటగిరీకి ఉండాల్సిన సిబ్బందిని తగ్గించలేదని ఎల్లో బుక్ ప్రకారం ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువ ఇస్తున్నట్లు వివరించారు ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చినందున వీఐపీలకు కల్పించే భద్రతను సిబ్బంది సంఖ్యతో అంచనా వేయకూడదని కోరారు మరొక సీఎస్ఓ అంశంపై వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల అసహజ మరణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది ఈ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు కనుగొనేందుకు సిట్ను ఏర్పాటు చేయాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది విద్యార్థులు పోటీతత్వాన్ని పెంచుకునే క్రమంలో ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు ఈ ఈ వ్యాజ్యంపై గతంలోనే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది ఆ రెండు విద్యాసంస్థల్లో విద్యార్థుల అసహజ మరణాలు సంభవిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది డ్రైవింగ్ లైసెన్సుల జారీ ట్రాఫిక్ నిబంధనలను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది బిల్లుకు అనుకూలంగా నూట ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా పదమూడు ఓట్లు వచ్చాయి మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును గత నెల ఇరవై మూడునే లోక్సభ ఆమోదించింది ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి భారీగా జరిమానాలను ప్రతిపాదించారు రహదారి భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది రోడ్డు భద్రతే లక్ష్యంగా ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేశారు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ బిల్లు తెచ్చినట్లు గడ్కరీ తెలిపారు డ్రైవింగ్ లైసెన్సులు పొందే ప్రక్రియను కంప్యూటరీకరించినట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాకే ఎవరైనా లైసెన్స్ పొందుతారని మంత్రులు ఎంపీలకు ఈ విషయం విషయంలో మినహాయింపు లేదన్నారు ట్రాఫిక్ ఉల్లంఘనకు భారీ జరిమానాలు విధించేలా బిల్లులో పొందుపరిచారు రోడ్డు ప్రమాదంలో మరణాలకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించనున్నారు మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండున్నర లక్షల పరిహారం అందనుంది అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే పదివేల జరిమానా విధిస్తారు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష వరకు జరిమానా పడుతుంది వాహన బీమా లేకుంటే రెండు వేలు హెల్మెట్ ధరించుకుంటే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు బాలలకు వాహనమిస్తే వాహన యజమానికి మూడేళ్ల ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తారు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు వేలు ప్రమాదకరమైన డ్రైవింగ్ కు ఐదు వేలు మద్యం తాగి వాహనం నడిపితే పదివేల జరిమానా విధించనున్నారు వాహనాల్లో ఓవర్లోడ్ కు ఇరవై వేల జరిమానా విధించనున్నారు దేశంలో ఇరవై ఐదు లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్న కేంద్ర మంత్రి అందుకోసం డ్రైవర్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మారుమూల గ్రామాల్లోనూ వెయ్యి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జ్ పర్మిట్ ఫీజు వసూలు అధికారాలను తీసుకోలేదన్న గడ్కరీ రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం ఒక్క పైసా కూడా తీసుకోదని స్పష్టత ఇచ్చారు అయోధ్య అంశంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్లో ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది మధ్యవర్తిత్వ కమిటీ గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదానికి సంబంధించిన స్థాయి నివేదికను మధ్యవర్తిత్వ కమిటీ నేడు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించనుంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నివేదికపై రేపటి నుంచి విచారణ జరపనుంది అయోధ్య కేసుకు సంబంధించి రోజువారీ విచారణ చేపట్టాలా వద్దా అనే అంశంపై ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది ఈ ఘటనకు సంబంధించి అరుణ్ సింగ్ అనే భాజపా నాయకుడితో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు ఆయన యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో సహాయ మంత్రి రవీందర్ సింగ్ బంధువే కాక ఈ కేసులో ప్రధాన నిందితుడు కుల్దీప్ సెంగార్ అనుచరుడిగా భావిస్తున్నారు ఈ ఈ ప్రమాదానికి కారణమైన లారీ ఫతేపూర్లో రిజిస్టర్ కావడం యజమాని కూడా ఆ ప్రాంతానికే చెందడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని లారీ యజమాని ఎవరో తెలియదని అరుణ్ సింగ్ తెలిపారు ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా హతమైనట్లు అమెరికా మీడియా ప్రకటించింది హంజా మరణాన్ని ముగ్గురు అమెరికా అధికారులు ధృవీకరించారని ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది అయితే ఎప్పుడు ఎక్కడా అన్నది వెల్లడించలేదని తెలిపింది రెండేళ్లుగా హంజాను వేటాడేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్న అమెరికా అతన్ని అంతమొందించిందని ఈ విషయాన్ని ఇద్దరు యుఎస్ అధికారులు తెలిపారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది లాడెన్ కుమారుడు మరణించాడన్న ఎన్బీసీ వార్తను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించలేదు ఈ వార్తపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ట్రంప్ తెలిపాడు రెండు వేల పదిహేడులో హంజాను టెర్రరిస్టు బ్లాక్ లిస్టులో పెట్టిన అమెరికా అతడి తలపై ఒక మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది బిన్ లాడెన్ ఇరవై మంది పిల్లల్లో హంజా పదిహేనవ వాడు తన తండ్రి లాడెన్ చావుకు ప్రతీకారంగా అమెరికా ఇతర దేశాలపై దాడులు చేయాలని హంజా ఆడియో వీడియో సందేశాలను గతంలో విడుదల చేశాడు జూలై మాసాంతానికి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని వానల వల్ల ప్రజలకు ఉపశమనం కలిగినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది జూన్ మాసాంతానికి ముప్పై మూడు శాతం లోటు వర్షపాతం ఉండగా గత నెలతో అది తొమ్మిది శాతానికి తగ్గిందని వెల్లడించింది రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు వారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది జార్ఖండ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం బీహార్ అస్సోం మహారాష్టలో అధిక వర్షాలు కురిసినట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మెహపాత్ర తెలిపారు ఎల్నినో ప్రభావం క్షీణించడం వల్ల వచ్చే రెండు నెలల్లోనూ వర్షాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో కృష్ణా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది రెండు నదుల పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో జల ప్రవాహం నిలకడగా ఉండగా గోదావరిలో పెరుగుదల కనిపిస్తోంది కాళేశ్వరం దగ్గర మూడు లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో మేడిగడ్డ వద్ద గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదుల ప్రవాహ ఉధృతితో కన్నెపల్లి పంప్ హౌస్ పంపులు మంగళవారం నుంచి నిలిచే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది సుందిళ్ల పంప్ హౌస్ నుంచి నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోయడంతో గోదావరి జలాలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరాయి భద్రాచలం వద్ద గోదావరికి నిలకడగా వరద కొనసాగుతుండగా నీటి మట్టం ముప్పై అడుగులకు చేరింది ప్రాణహిత ఇంద్రావతి శబరి నుంచి వరద పోటెత్తుతోంది కర్ణాటక ప్రాజెక్టు నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇరవై గేట్ల ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని వదిలారు జూరాల ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేశారు నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ నదుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరిలో వరద అంతకంతకు పెరుగుతోంది ధవలేశ్వర మానకట్ట వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఐదు అడుగులకు చేరింది సుమారు ఏడు పాయింట్ నాలుగు సున్నా లక్షలకు పైగా క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో ఉండగా డెల్టా పంట కాలువలకు తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు ధవలేశ్వర ఆనకట్ట నుంచి సముద్రంలోకి ఏడు పాయింట్ రెండు తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు తెలుగు సంస్కృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసలు కురిపించారు రెండు రోజుల విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ తొలి రోజు కైలాసగిరి ఉద్యానవనాలను సందర్శించారు విశాఖ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన గవర్నర్ ఉక్కు నగరంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు It is a great pleasure and privilege for me to visit the Telugu Museum, where I came across the images of uh, great scholars, politicians, and kings, rulers who have a great contribution for the society. I think I had to learn many things from the museum, culture of Andhra, history of Andhra, and the greatness of Andhra పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పౌర విద్యుత్ ప్లాంట్ ఇవాటి నుంచి అందుబాటులోకి రానుంది ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారా పర్యావరణ సహిత విమానాశ్రయంగా గుర్తింపు పొందిన ఈ విమానాశ్రయం ఏపీలో సౌర విద్యుత్ను వినియోగించే తొలి విమానాశ్రయంగా గుర్తింపు పొందింది అంతర్జాతీయ హోదాతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది విమానాల రాకపోకలు పెరగడంతో రన్వే టెర్మినల్ భవనాలు సిగ్నలింగ్ వ్యవస్థలకు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరమవుతోంది విద్యుత్ ఖర్చును ఆదా చేసేందుకు ఆరెకరాల్లో సౌర పలకాలను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సౌర విద్యుత్ ప్లాంటు నిర్మాణ దశలో ఉండగా విజయవాడలో పూర్తవడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి వసతి గృహంలో సీబీఐ సోదాలు నిర్వహించింది నెల్లూరు వేదాయపాలెంలోని ఆయన వసతి గృహంలో అధికారులు తనిఖీలు చేపట్టారు ఎలాంటి దసరాలు వివరాలు దొరకపోవడంతో ఆయన పీఏను రెండు గంటలకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం వాకాటికి చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐఎఫ్సీఐని మోసం చేసి నూట తొంభై కోట్ల రూపాయల రుణం తీసుకుందనే అభియోగంపై గత ఏడాది సీబీఐ అధికారులు వాకాటిని అరెస్ట్ చేశారు ఏడాది కాలంగా బెంగళూరు జైలులో ఉన్న ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది ఈ నెల పద్నాలుగున మరోసారి ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే పురపాలక ఎన్నికల్లో పునరావృతమవుతాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్షాలకు సమస్యలు దొరక్క ఏదో ఒక విమర్శ చేస్తున్నాయని వాటిని తాము పట్టించుకోమన్నారు అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు కేటీఆర్ తెలిపారు ప్రభుత్వ పరంగా పేదలకు మేము ఇచ్చిన హామీలు పార్టీ పరంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉంది మొన్ననే ఆసరా పెన్షన్లు రెట్టింపైనాయి బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి అన్ని రిజర్వాయర్లు నిండుతోటి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు ప్రతిపక్షాలకు పాపం ఇష్యూస్ లేవు ఎత్తుకుందామంటే సమస్యలు లేవు ఇప్పుడు మన జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చి అల్టిమేట్ గా ప్రజలు తీర్పిచ్చారు ముప్పై రెండింటికి ముప్పై రెండు జిల్లాల్లో గులాబీ జెండా ఎగిరేసి రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి ప్రజాకోట్లో తేల్చుకుందాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు ఇప్పటికే పార్టీ సభ్యత్వాలు భారీగా పెంచాలని తెలంగాణ శాఖకు సూచించడంతో పాటు ఇప్పుడు స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు గుజరాత్లో సాధారణ సభ్యత్వం కలిగిన షా తెలంగాణలో క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్నారు ఈ సభ్యత్వం కోసం మరో యాభై మందిని చేర్పించాలనే నిబంధన ఉండడంతో ఈ నెల పదహారున రాష్ట్రానికి రానున్నారు రంగారెడ్డి మహబూబ్ నగర్లోని ఓ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి యాభై మందిని పార్టీలో చేర్పించనున్నారు తెలంగాణలో పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు ఉండగా కొత్తగా పన్నెండు లక్షల మందిని చేర్పించాలని తొలుత భావించారు మారిన పార్టీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సంఖ్యను పద్దెనిమిది లక్షలకు పెంచాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించారు భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలి రోజు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా తెలంగాణలో పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం ద్వారా గుజరాత్ తర్వాత రాష్ట్రానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలిచ్చారు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉన్నతాధికారుల అవినీతి చిట్టా విప్పిన హైదరాబాద్ వ్యాపారి సానా సతీష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది మాంసం ఎగుమతిదారు మొయిన్ కురేషి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయన్ను విచారణ చేస్తున్నారు ఇతర వ్యాపారులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలతో తన సంబంధాలను సతీష్ అంగీకరించినట్లు తెలుస్తోంది సీబీఐలో తీసుకున్న పలువురితో కేసులు మాఫీ చేయిస్తానని కురేషి మాటలు నమ్మి పలువురు పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో డబ్బు చెప్పినట్లు విచారణలో సతీష్ బాబు చెప్పినట్లు సమాచారం ఆ మేరకు హైదరాబాద్కు చెందిన మరికొందరికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు అక్రమంగా నిధులు మళ్లించిన హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది నానక్రామ్గూడలో ఉన్న మాక్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ టెక్ సంస్థకు చెందిన ఎనభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల విలువైన క్యూసిటీ టెక్ పార్క్ భవనాన్ని అటాచ్ చేసింది సాఫ్ట్వేర్ లైసెన్స్ కొనుగోలు పేరుతో హాంకాంగ్లోని ఓరియంట్ గైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కు అరవై రెండు కోట్లు న్యాయసేవల పేరిట రెండు వేల పదకొండు నవంబర్ డిసెంబర్లో యుఏఈలోని సెనెట్ లీగల్ కన్సల్టెన్సీకి ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు అక్రమంగా తరలించిన సొమ్ముతో మాక్ సాఫ్ట్వేర్ సంస్థ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఈడీ ఆరోపించింది అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది దశాబ్ద కాలంలో తొలిసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అధ్యక్షుడు ట్రంప్ ఏడాది నుంచి తీసుకొస్తున్న ఒత్తిడితో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది ఆర్థిక దృక్పథం ద్రవ్యోల్బణం ఒత్తిడి ప్రపంచ పరిణామాల దృష్ట్యా సమాఖ్య నిధుల రేటు పరిధిని రెండు నుంచి రెండు పాయింట్ ఐదు రెండు ఐదు శాతానికి తగ్గించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపింది ఇవాటి నుంచి ఆర్థిక సంక్షోభం వేళ భారీ మొత్తంలో సెక్యూరిటీలను తగ్గించడాన్ని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆపేయనుంది ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికను క్లిష్టతరం చేశాయి ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ట్రంప్కు ఉపశమనం లభించింది ఫెడరల్ బ్యాంక్ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు క్రికెట్కు విరామం ప్రకటించిన అనంతరం ధోని సైనిక విధుల్లో చేరాడు ఆర్మీలో పారాచ్యూట్ రెజిమెంట్లో గౌరవ కల్నల్గా ఉన్న ధోని సైనికుడిగా సేవలు అందించడం కోసం వెస్టిండీస్ పర్యటనకు సైతం దూరమయ్యాడు అత్యంత సున్నిత ప్రాంతమైన కశ్మీర్ లోయలో ధోని విధుల్లో పాల్గొంటున్నాడు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే విక్టర్ ఫోర్స్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా పహారా కాయడం సైన్యంతో కలిసి బందోబస్తుకు వెళ్లడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ప్రతిష్టాత్మక యాషెస్ పోరుకు రంగం సిద్దమైంది యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లు నేటి నుంచి తలపడనున్నాయి ఈ మ్యాచ్ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైతం ప్రారంభం కానుంది ప్రపంచకప్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంగారులు భావిస్తుండగా చిరకాల ప్రత్యర్థిపై గెలుపొంది ప్రపంచ కప్ ఇచ్చిన సంతోషాన్ని రెట్టింపు చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్లో వార్నర్ స్మిత్ ఖవాజా హెడ్ లాంటి హిట్లర్లుంటే ఇంగ్లండ్కు రూట్ బట్లర్ స్టోక్స్ బెయిర్స్టో లాంటి ఆటగాళ్లున్నారు బౌలింగ్లో ఆస్ట్రేలియాకు స్టార్క్ ప్యాటిన్సన్ హేజిల్వుడ్ లయన్ బలమైతే ఇంగ్లండ్ జట్టుకు అండర్సన్ బ్రాడ్ ఓక్స్ మొయినాలీల అండ ఉంది ఇప్పటిదాకా డెబ్బై యాషస్ సిరీస్లు జరిగితే ముప్పై మూడు సార్లు ఆస్ట్రేలియా ముప్పై రెండు సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించాయి ఐదు డ్రా అయ్యాయి చివరగా రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఆతిథ్య జట్టే నెగ్గింది మ్యాచ్ జరిగే ఎడ్జ్ బాస్టన్లో కొన్ని రోజులుగా వర్షం కురుస్తోంది అయితే ఈ మ్యాచ్కు కూడా అంతరాయం తప్పకపోవచ్చు ప్రస్తుత వాతావరణం పిచ్చు పరిస్థితి ప్రకారం ఆట సాధ్యమైతే ఆరంభంలో ఫాస్ట్ బౌలర్ల హవా సాగొచ్చు వర్ష ప్రభావం లేకుంటే మ్యాచ్ సాగే కొద్దీ పరిస్థితులు బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం